ఎరా నీకు ఆ అమ్మాయి ఏది గొక్క తిప్పుకోకుండా ఒక్క నిమిషం ఇంగ్లీష్లో మాట్లాడు టూ వన్ జా టూ టూ టూ జా ఫోర్ టూ త్రీ జా సిక్స్ టూ ఫోర్ జా టూ ఫైవ్ జా టెన్ అది మన రేంజ్ ఒక అమ్మాయిని చూసేవంటే అలా లేవాలి ఏంట్రా ఇంటికి లే ఏదో goosebumps goosebumps goosebumps అది రావాలి అది ఫీలింగ్ అంటే